Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Friends welcome to non tech videos ఈరోజు వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి వన్లో జరిగినటువంటి వచ్చినటువంటి జిఎస్ మరియు జీకే బిట్స్ని అయితే చూద్దాము ఈ క్వశ్చన్ పేపర్ మనకి జనవరి ఏడవ తారీఖున రెండు వేల ఇరవై ఒకటి సిబిటి వన్లో ఇవ్వడం జరిగింది మొదటి షిఫ్ట్లో క్లాస్లోకి వెళ్ళబోయే ముందులా మరి మన ఛానల్లో ఇంకా ప్రీవియస్ ఇయర్స్ ఉన్నటువంటి వీడియోలు ఉన్నాయి ఓకేనా వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి రీసెంట్గా మనము క్లాసెస్ను కూడా చెప్తున్నాము వాటిని కూడా చెక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు నా టెక్నిక్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన టెలిగ్రామ్ క్విజ్ ఛానల్ ఉంది దాని పేరు నాని టెక్ వీడియోస్ ఇందులో కనుక జాయిన్ అయితే మీరు క్విజ్లో పాల్గొనవచ్చు ఓకే మరి మనం క్లాస్ని స్టార్ట్ చేసేసుకుందాం మన క్లాసెస్ మ్యాక్సిమం నేను ఇంగ్లీష్ అండ్ తెలుగులో చేయటానికి ప్రయత్నిస్తాను ఓకే మరి క్లాస్ని స్టార్ట్ చేసేసుకుందాం India boycotted the first belt and road for in the two thousand seventeen after protesting against ఇది బీజింగ్ బీజింగ్ మిస్టేక్ పడింది బీజింగ్ ఓవర్ ద కాంట్రవర్సల్ ఇక్కడ ఏమంటున్నారంటే ఒక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది మన ఇండియా చైనా పాకిస్తాన్ మీదుగా వెళ్ళేటువంటి ఒక రోడ్డు ఉంది దీన్ని మన ఇండియా వాళ్ళు అపోజ్ చేస్తున్నారు బైకౌట్ చేస్తున్నారు ఎందుకంటే చైనా మన మిత్ర దేశము కాదు పాకిస్తాన్ కూడా మన మిత్ర దేశం కాదు ఈ రెండు వాటి యొక్క రహదారిని మన దేశం మీదుగా పోనివ్వాలని అంటే ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా ఆక్రమించినటువంటి కాశ్మీర్ ఉంది కదా దీనిలో కూడా ఇట్టు వెళ్ళాలని చూస్తున్నారు అందుకు మన ఇండియా అనేది బైకాట్ చేయడం జరిగింది ఆప్షన్ వచ్చేసరికి China Pakistan economic corridor China China Pakistan economic corridor is the right answer next question చూద్దాము ఇది కెమిస్ట్రీలో నుంచి వచ్చింది chemistry name the element which has the an electronic configuration of 287 287 అంటే ఇదేంటి మనకి ఎస్పిడి ఎఫ్ అని మనకి ఆర్బిటల్స్ ఉంటాయి ఎస్లో రెండు పిలో ఎనిమిది డిలో ఏడు ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు కలిగినటువంటి మూలకము ఏది అని అడుగుతున్నారు క్లోరిన్ సెవెంటీన్ ఓకేనా అటామిక్ నెంబర్ సెవెంటీన్ కాబట్టి దీనికి ఈక్వల్ క్లోరిన్ అనేది ఆన్సర్ అయ్యిద్ది okay next question which of the following is an not government of India initiative to attract foreign direct investment FDI గురించి అడుగుతున్నాడు అంటే ఎకానమీ ఎకానమీ టాపిక్ నుంచి వచ్చింది దీనికి రైట్ ఆప్షన్లు చూద్దాము government of India eases the approval mechanism for the FDI proposal అవును proposal of FDI are mandated to be cleared within ten days ఇది కూడా ఎఫ్డీఐకి సంబంధించింది మూడవది state must focus on strengthening the single window system single window system వల్ల మనకి ఎఫ్డిఎస్ బాగా వస్తాయి కాబట్టి స్టేట్స్ దాన్ని అప్రూవల్ చేయాలని అంటున్నారు అలాగే the government of India announced entrepreneurship curriculum to be taken of the state ఇది రాంగ్ ఆన్సర్ ఓకేనా గమనించండి బిట్స్ ఎలా ఉంటున్నాయో okay which country rank ranked first in the world as for the human development index HDI twenty ట్వంటీలో ఎవరు ఫస్ట్ వచ్చారంటే నార్వే ఓకేనా ఈ యొక్క హెచ్డిఐని ఎవరు ఇస్తారని కూడా మనల్ని క్వశ్చన్స్లో అడగవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ టూ ఇండెక్స్లు అడుగుతారు ఓకేనా గుర్తుంచుకోండి హెచ్డిఐ నుంచి మనకు కంపల్సరీగా క్వశ్చన్ వచ్చేది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం what is the facilities remote login on a computer computer bit అన్నమాట కంప్యూటర్ బిట్ నుంచి ప్రజెంట్ ఇప్పుడు మనం ఒక బిట్ చూస్తున్నాం దానికి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఒకసారి చూద్దాము హెచ్టిటిపి ఇది టెక్స్ట్ ఆర్టీపీ ఎఫ్టీపీ ఇవేం కాదు టెల్నెట్ టెల్నెట్ అనేది ఆన్సర్ ఓకేనా గుర్తుంచుకోండి remote login on computer remote ద్వారా లాగిన్ అవటాన్ని యొక్క ఫెసిలిటేట్ని ఏమంటారంటే టెల్నెట్ అంటారు డేట్స్ అండ్ ఇంపార్టెన్స్లో మనం ఇప్పుడు వీడియోస్ చేసుకుంటున్నాం నేను ఆల్రెడీ రెడీ చేశాను వీడియోని రిలీజ్ చేయాలి okay when is the world book and copyright today celebrated okay April twenty three ఎప్పుడు ప్రపంచ పుస్తక మరియు కా కాపీ దినోత్సవం ఓకేనా ఎప్పుడు జరుపుకుంటారు అంటున్నాడు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అలాగే ఇంకోటి కూడా డే డేట్స్ నుంచి డేట్స్ నుంచి రెండు క్వశ్చన్లు వచ్చినాయి గుర్తుంచుకోండి ఎంత ఇంపార్టెంట్ ఓకేనా మనకు ఉన్నటువంటి థర్టీ ఫైవ్ జీకే బిట్లలో నుంచి టూ డేట్స్ వచ్చేసినాయి ఎంత ఈజీగా చూడండి when is the national panchayat raj day ఇది అందరికీ తెలిసినటువంటి బిట్టు ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా ఈ బిట్టు తెలిసిద్ది ఏప్రిల్ ఇరవై నాలుగు ఒకవేళ ఈ బిట్ మర్చిపోయినా కానీ ఏప్రిల్ ఇరవై మూడున world book and copyright day మర్చిపోయినా కానీ దీని మట్టికి మర్చిపోలేరు మీరు గమనించినట్లయితే రెండు ఏప్రిల్లోనే వచ్చినాయి ఎప్పుడు జరిగింది జనవరిలో జరిగింది ఎక్కువగా ఆల్రెడీ నేను ఒకసారి చూశాను ఏప్రిల్ ఇరవై తొమ్మిది అనేది డ్యాన్స్ డే ఏప్రిల్ నెలను ఎందుకు ఇంపార్టెంట్ చేసుకున్నాడో తెలియదు కానీ ఏప్రిల్ నెలలో ఎక్కువగా డేట్స్ అడగటం నేను గమనించాను ఈ సిబిటి వన్లోనే ఓకే కాబట్టి ఏప్రిల్ నెలని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి next question which sea route is the busiest in the world the north Atlantic sea route దీనికి రైట్ ఆన్సర్ ఇదేనా అని ఎలా చెప్పొచ్చు అంటే మనకి జాగ్రఫీలో టాపిక్ ఉండిద్ది ఒక టాపిక్లో మనకి యురేషియా ఓకేనా ఇంకా ఆఫ్రికా ఇంకా అమెరికా ఇలా ఉంటాయి కదా ఈ సీ ఇది అట్లాంటిక్ సీ ఇక్కడ ఉన్నటువంటి సీ ఈ సీలో ఎక్కువగా రవాణా అనేది జరిగిద్ది ఇది గుర్తుంచుకోండి ఇది మనకి జాగ్రఫీ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వరల్డ్ జాగ్రఫీలో మనకి ఇది ఈ క్వశ్చన్ తెలిసింది ఈజీ చాలా easy question okay which of the following is an allotropic form of carbon carbon యొక్క రూపాంతరము ఏది అని అని అడుగుతున్నాడు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో డైమండ్ ఇంకా అలాగే మనకి పుల్లరిన్ కూడా ఉండిద్ది పుల్లరిన్ గ్రాఫైట్ ఓకేనా ఇవన్నీ బొగ్గు ఇవన్నీ కూడా దీని యొక్క రూపాంతరాలే which next question which country was placed first in in Asian games held in Jakarta two thousand eighteen రెండు వేల పద్దెనిమిదిలో ఏషియన్ గేమ్స్లో ఎవరు ఫస్ట్ వచ్చారు అవి జకర్తాలో జరిగినాయని అడగవచ్చు ఓకేనా చైనాలో జరిగింది రేపు బిట్ అడగవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగాయి అంటే జకర్తా ఇండోనేషియా రాజధాని జకర్తాలో జగ జరిగినని గుర్తుంచుకోండి ఆ విధంగా కూడా క్వశ్చన్ అడగవచ్చు ఇంపార్టెంట్ అండి మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి బిట్లు Khilafat movement was led by Shaukat Ali and Muhammad Ali. Important bit, very, very, very, very important bit. Okay, next question Chodnam. As of to August 2019, how many Himalayan peaks are open for trekking of domestic and foreign mountaineers? ఓకేనా నూట ముప్పై ఏడు పీక్స్ అనేవంట ఎక్కటానికి ఓపెన్ చేయబడ్డాయి ఇది కరెంట్ అఫైర్స్ బిట్ కింద మనం లెక్కించుకోవచ్చు ఓకే కరెంట్ అఫైర్స్ ఇప్పటికీ మనకి కరెంట్ కరెంట్ అఫైర్స్ పెట్టి దొరికింది అనుకోవచ్చు next question which water shed development and management programme is being implemented by the central and state government central మరియు స్టేట్ గవర్నమెంట్ కలిసి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వాటర్ షెడ్ ఏది అంటున్నాడు హరియాలా వాటర్ షెడ్ ఓకేనా Hariyali water shed next question చూద్దాం how many output ports are there in peripheral input output అని మనకి సిబిటి వన్లో అడగటం జరిగింది రెండు వందల యాభై ఆరు దానికి ఉన్నటువంటి ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం which country will host the Asian cup football tournament in twenty twenty three రెండు వేల ఇరవై మూడులో ఏషియన్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ని ఎవరు నిర్వహిస్తారని అంటే చైనా వాళ్ళు హోస్ట్ చేయటం జరుగుతుంది next question to the census of two thousand eleven is the most populated state of India రెండు వేల పదకొండు జనాభా గణాంక ప్రకారము ఏ రాష్ట్రము అత్యధిక జనాభా కలిగి ఉందని అంటున్నాడు ఉత్తరప్రదేశ్ మనందరికీ తెలిసింది ఇప్పటికీ టెన్ ఇయర్స్ దాటిపోయింది ఈ యొక్క సెన్సస్ వచ్చి అందరికీ దీనికి సంబంధించినటువంటి బిట్లు చాలా ఈజీ అలాగే ఖచ్చితంగా ఈ సెన్సస్ మీద ఒక క్వశ్చన్ కన్ఫామ్ ఆర్ఆర్బీస్లో dates and dates and census చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం which city is not a part of golden quadrilateral highway network మనందరికి తెలుసు ఓకేనా రవాణా ట్రాన్స్పోర్ట్ సిస్టంలో జాగ్రఫీలోని ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మనకి గోల్డెన్ క్వార్డిలేటరల్ ఓకేనా బంగారు చతుర్భుజ రవాణా ఉంది అందులో ఢిల్లీ నుంచి ముంబైకి ముంబై నుండి చెన్నైకి చెన్నై నుండి కోల్కత్తాకి కోల్కత్తా నుండి ఢిల్లీకి ఈ రవాణా అనేది జరుగుతుంది ఇందులో మనకి హైదరాబాద్ అనేది లేదు ఓకే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీ టాపిక్ నుండి ఒక క్వశ్చన్ కంపల్సరీ నేషనల్ హైవేస్ నుంచి కానీ నేషనల్ వాటర్ వే నుంచి కానీ కంపల్సరీ ఒక క్వశ్చన్ ఓకేనా national highways national water ways గుర్తుంచుకోండి వీటిని బాగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం how many demands did Mahatma Gandhi make his letter to Lord Irwin some of which were agree to and commitment to known as the Gandhi Irwin pact మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అనుకో పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటిలో ఈ ప్యాక్ట్ అనేది గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది జరిగింది ఇకో ఈ ఇయర్ అడుగుతాడే కానీ మనల్ని ఎన్ని ఉన్నాయని అడగడు కానీ ఈసారి డెప్త్గా క్వశ్చన్ ఇచ్చాడు డెప్త్ క్వశ్చన్ అన్నమాట ఓకేనా లైక్ గ్రూప్ వన్ గ్రూప్ వన్కి ఇచ్చినట్టు ఇచ్చాడు పదకొండు అంశాలు ఉండటం జరిగింది గాంధీ ఇర్విన్ ప్యాక్ట్లో what was the India's rank in terms of size of economic according to the GDP ranking of two thousand nineteen two thousand నైన్టీన్లో జీడిపి ప్రకారంగా ఇండియా ర్యాంక్ ఎంత అంటున్నాడు ఫిఫ్త్ ఫిఫ్త్ ప్లేస్లో ఉండటం జరిగింది గుర్తుంచుకోండి ర్యాంకింగ్ నుంచి ఇది సెకండ్ క్వశ్చన్ మనకి చూడండి ర్యాంకింగ్ ఒకటి డేట్స్ ఒకటి చూడు రెండు రెండు క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది ర్యాంకింగ్ డేట్స్ నుంచి గమనించండి four questions ranking and dates నుంచే రావటం జరిగింది మినిమం రెండు క్వశ్చన్లు రావచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం how many times has India been elected as non permanent number of union secretary council till October twenty twenty two October రెండు వేల ఇరవై ఇరవై ఇరవై వరకు ఇండియా అనేది యునైటెడ్ నేషన్స్ సాధారణ సభకు ఓకేనా ఎన్నిసార్లు ఎలక్ట్ అయిందన్నాడు సెక్యూరిటీ భద్రతా మండలికి భద్రతా మండలికి ఎనిమిది సార్లు ఎలక్ట్ అవ్వటం జరిగింది ఓకేనా భద్రతా మండలికి ఇండియా ఎన్నిసార్లు ఎలక్ట్ అయిందంటే ఎనిమిది సార్లు ఇది నెక్స్ట్ కెమిస్ట్రీ బిట్ మనం గమనించినట్లయితే బయాలజీ నుంచి తక్కువ వచ్చింది ఈ షిఫ్ట్లో బయాలజీ నుంచి తక్కువ క్వశ్చన్లు రావటం జరిగింది కెమిస్ట్రీ నుంచి రెండు బిట్లు చూస్తున్నాం ఫిజిక్స్ నుంచి ఒకటి చూసినట్లున్నాం okay a positively charged ion is called an cation ఓకేనా ధనావేశం కలిగినటువంటి అయాన్ని ఏమని పిలుస్తారంటారు క్యాటయాన్ కాటయాన్ అని తెలుగులో పిలుస్తాం okay next question which Indian spice did the Indian government challenge the US patent and force them to revoke it ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ఇండియా పొసుపుంది కదా యుఎస్ యుఎస్ వాళ్ళు పేటెంట్ కలిగి ఉన్నారంట దానికి ఇండియా ఛాలెంజ్ చేసింది ఈ యొక్క పొసుపుకు సంబంధించినటువంటి పేటెంట్ మాది అని ఓకేనా ఇటువంటి క్వశ్చన్లు మనము నేను చెప్తానేనండి మన లా ఎక్సలెన్స్ అని మన లా ఎక్సలెన్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో మీకు daily current affairs Malleswari Reddy madam ఉంటారు Malleswari Reddy madam daily current affairs చెప్తారు చాలా బాగా చెప్తారు అందులో మీకు ఈ ఇటువంటి క్వశ్చన్లు బాగా తెలుస్తాయి ఓకేనా ఇటువంటి క్వశ్చన్లు మీకు ఆ యూట్యూబ్ ఛానల్లో బాగా దొరుకుతాయి నా సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటే ఒక గంట మీరు మనలా ఎక్సలెన్స్ కూడా మనలా ఎక్సలెన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి next question what type of pollution cause various diseases related to respiratory system మన శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక రకాల వ్యాధులు దేనివల్ల వస్తాయంటున్నాడు ఎయిరే కదండి మనం శ్వాస ఏం చేస్తాము ఎయిర్ గాలి పీల్చుకుంటాం ఏదైనా రెస్పిరేటరీకి సంబంధించి ఏది కావాలన్నా ఎయిర్ పొల్యూషన్ జరిగితేనే వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రౌలత్ రౌలత్ యాక్ట్ నైన్టీన్ నైన్టీన్లో నైన్టీన్ నైన్టీన్లో వచ్చింది గుర్తుంచుకోండి అసలు జలియన్ వాలాబాగ్ సంఘటన జలియన్ వాలాబాగ్ ఈ సంఘటన జరగటానికి ముఖ్య కారణం ఈ యాక్టే ఈ యాక్ట్ రావటం వల్లే అక్కడ ఉన్నటువంటి పోలీసులకి అధికారం వచ్చింది పోలీసులకి అధికారం పెరిగిపోయింది ఈ అధికారం పెరిగిపోవటం వల్ల ఏం చేసినా మనల్ని ఎవడేం చేస్తాడులే అన్న ఈ చట్టం ద్వారా వాళ్ళకి పవర్స్ రావటం వల్ల జలియన్ వాలాబాగ్ సంఘటన జరగటానికి ఒక కారణం ఈ రౌలత్ అత్యాక్ట్ అని గుర్తుంచుకోండి next question India has dash states dash union territories as of thirty first October twenty twenty మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ని విడదీశారు కదా అందుకని ఈ బిట్ ఇవ్వటం జరిగింది అంటే మనకి కరెంట్ అఫైర్స్ బిట్గా దీన్ని లెక్కించుకోవాలి ఓకే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉండటం జరిగింది next question during which five years plan did Indian option for mixed economy second five year ప్లాన్లో మిక్స్డ్ ఎకానమీ అంటే ప్రభుత్వము ప్రైవేటు పార్ట్నర్షిప్తో ఏర్పడేటువంటి దాన్ని మిక్స్డ్ ఎకానమీ అని పిలుస్తాం ఓకే లేదా సామ్యవాద సామ్యవాద పెట్టుబడిదారి పెట్టుబడిదారి వ్యవస్థలను కలిపితేనే మనకి మిక్స్డ్ ఎకానమీ వచ్చింది సెకండ్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో ఈ సామ్యవాద పెట్టుబడి ఆర్థిక వ్యవస్థను కలిపి ప్లాన్ చేయటం జరిగింది next question who was the first Muslim president of India Indian national Congress Badruddin Tyabji మనం దీని గురించి షార్ట్ క్లాసెస్లో షార్ట్ క్లాసెస్ అని మనకి ప్లేలిస్ట్ ఉంది షార్ట్ క్లాసెస్ అని మనకి ప్లేలిస్ట్ ఉంది ఆ ప్లేలిస్ట్లో మనం ఆల్రెడీ చెప్పాం చాలామంది కూడా చూశారు మీరు కూడా చూడండి okay next question who founded India's three stage nuclear power programme important bit ఇది మనకి క్లాసెస్లో చెప్పరు ఇటువంటి క్వశ్చన్స్ మనకి క్లాసెస్లో చెప్పరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో మీరు కోచింగ్ తీసుకుంటే ఇటువంటి క్లాసెస్ మనకి మ్యాక్సిమం తొందరగా రావు ఇది స్టాటిక్ జీకే ఏదైనా బుక్లో మనం చదువుకుంటేనే తప్పించి లేదా ఎగ్జామ్స్లో వస్తే మనకు తెలుసుకోవటమే కానీ క్లాసెస్లో మ్యాక్సిమం చెప్పరు ఓకేనా కాబట్టి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ను కూడా మనము చెక్ చేసుకుంటూ ఉండాలి okay doctor Homi Jehangir Bhabha three stage nuclear power ప్రోగ్రామ్ని కనుగొనటం జరిగింది next question what was the main reason for calling off the non cooperate movement by Gandhi in nineteen twenty two సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ నడిపిస్తూ ఉండగా ఏం జరిగిద్దంటే చౌరా చౌరీ సంఘటన జరిగిద్ది ఈ సంఘటన ఏంటంటే అక్కడ కొంతమంది నాయకుల్ని వ్యతిరేకించడం వల్ల వాళ్ళందరూ కూడా కలిసి పోలీస్ స్టేషన్పై దాడి చేసి అక్కడ వారిని చంపేస్తారు ఈ police station at Chauri Chaura in Uttar Pradesh was set on fire by a mob ఒక గుంపు ద్వారా ఫైర్ని ఏర్పాటు చేయటం అక్కడ చనిపోవటం అది గాంధీకి నచ్చకపోవటం వల్ల ఆపివేశారు next question which of the following is not a computer component మనకి కంప్యూటర్స్లో ఇది థర్డ్ క్వశ్చన్ ఓకేనా కంప్యూటర్ థర్డ్ డేట్స్ రెండు ఇంకా ఇంకో వేరేదేదో కూడా రెండు వచ్చినాయి చూసుకోండి చాలా సింపుల్గా seven questions which of the following is not a computer component paper next question which of the following is in the third trophic level of the food chain మనకి ఫుడ్ చైన్ ఉండిద్ది అందులో ప్రైమరీ సెకండరీ టెర్షియరీ ఇలా కన్జ్యూమర్స్ ఉంటారు థర్డ్ ట్రాఫిక్ లెవెల్లో ఉండేది సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటారన్నమాట okay next who is known as the father of Indian space programme Vikram Sarabhai అసలు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి బిట్టు చాలా ఈజీ బిట్టు ఇంపార్టెంట్ బిట్ కూడా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం which agency was created by the United Nations to provide emergency food and health care to children and mother countries affected by world war two world war టూలో చిల్డ్రన్కి మరియు మదర్కి హెల్ప్ చేయడానికి ఫుడ్కి మరియు హెల్త్కి యూనిసెఫ్ అనేటువంటి సంస్థ ఏర్పాటు అవటం జరిగింది next question who led the non cooperation movement nineteen twenty nineteen twenty two చూడండి మనకి ఐఎన్సీ సెక్షన్ ముస్లిం పర్సన్ ఎవరని అడిగాడు ఇదంతా మోడర్న్ ఇండియా మోడర్న్ ఇండియాలో ఐఎన్సి గురించి అడిగాడు నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి ఇక్కడ ఆల్రెడీ ఎందుకు ఆపేశారు చౌరా చౌరీ సంఘటన అని చెప్పాం ఇప్పుడు దాని నాన్ కోఆపరేషన్ మూమెంట్ని నడిపించింది ఎవరంటున్నారు మహాత్మా గాంధీ ఓకేనా ఇందాక ఆల్రెడీ మనము మోడర్న్ ఇండియాలోనే ఖిలాఫత్ ఉద్యమం చెప్పుకుందాం ఖిలాఫత్ మూమెంట్ దానికి షౌకత్ అలీ మహమ్మద్ అలీ సోదరులు నడిపించారని చెప్పుకున్నాం చూసారా మోడర్న్ ఇండియా ఫోర్ మార్క్స్ ఇలా మనం ఊహించుకోవటమే ఒక్కోసారి ఒక క్వశ్చన్ రావచ్చు ఇప్పుడు చూడండి ఫోర్ మార్క్స్ జస్ట్ సింపుల్గా మనకి ఒక టెన్ మినిట్స్ క్లాస్లోనే మొత్తం వచ్చేస్తాయి ఖిలాఫత్ ఉద్యమము నాన్ కోఆపరేషన్ మూమెంట్ అలాగే మనము జలియన్ వాలాబాగ్ రౌలత్ యాక్ట్ కూడా ఇవన్నీ కూడా దీనికి కారణాలే నాన్ కోఆపరేషన్ మూమెంట్ రావడానికి కారణాలు రౌలత్ యాక్ట్ రౌలత్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగాయి ఓకే ఖిలాఫత్ ఉద్యమం కూడా ఈ టైం దీనికి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం when did India test its first atomic bomb అణు పరీక్షలను భారతదేశం ఫస్ట్ టైం ఎప్పుడు చేసిందని అడుగుతున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఇందిరాగాంధీ టైంలో okay next question where was the eleventh world Hindi conference held in two thousand eight eighteen Mauritius okay మారిషస్లో ప్రపంచ హిందీ మహాసభలు జరగటం జరిగింది next question what does WCCB stands for the context of environment forest environment forest ప్రకారం డబ్ల్యూసిసిబి అంటే ఏందని అంటున్నాడు world life crime control bureau ఓకేనా ఫుల్ ఫామ్స్ అని ఉంటాయి వాటిలో మీరు వీటిని చూడవచ్చు వీటి గురించి కూడా నేను క్లాస్ చేస్తాను తర్వాత how many organisations are part of the United Nations in India India United నేషన్స్లో సభ్య సభ్యత్వం ఉంది కదా ఎన్ని యునైటెడ్ నేషన్స్లో సభ్యత్వం ఉందంటే ఇరవై ఆరు okay next question who are the famous Indian women lawyer who lead the legal battle to strike section three seventy seven of IPC IPC three seventy seven సెక్షన్కి మరి ఒక లాయరు మరి బ్యాటిల్ చేసిందనమాట వాళ్ళ పేరు ఏంటంటే మేనకా గురుస్వామి అండ్ అరుంధతి కడ్జ్ ఇది తెలీదు క్లాసెస్లో కూడా ఎవరూ చెప్పరు ఇది ఆ టయానికి వచ్చినటువంటి బిట్ అని మీరు గుర్తుంచుకోండి which of the following rural housing schemes by government of India is restructured into Pradhan Mantri Gramin Awas Yojana. దీన్ని ఫస్ట్ ఇన్ ఇందిరా ఆవాస్ యోజనను ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనగా పిలవటం జరుగుతుంది మనకి రెండు వేల ఎనిమిది ఆ టైంలో ఇందిరాగాంధీ ఆవాస్ యోజనని మన ఏపీలో చాలామంది ఇల్లు కట్టుకోవటం జరిగింది ఓకేనా ఇప్పుడు దాన్ని ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన అని పిలుస్తున్నారు ఓకే ఇవి అండి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్లు మరి మనకి నెక్స్ట్ మే నైన్త్ మరియు టెన్త్న సిబిటీ టూకి సంబంధించి లెవెల్ ఫోర్ లెవెల్ సిక్స్లు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి వీటికి సంబంధించి పోస్టులు డీటెయిల్స్ కూడా నేను వీడియో చేశాను చూడండి మరి ఇలాగే మీరు చూస్తూ ఉన్నట్లయితే ఇంకా అనేకమైనటువంటి సిబిటీ వన్ జిఎస్ బిట్లు కానీ రీజనింగ్ బిట్లు కానీ మ్యాథ్స్ బిట్లు కానీ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను మీరు కనుక లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా వీడియోస్ బాగా చేస్తానని మీకు చెప్తున్నాను మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి నాన్ టెక్ వీడియోస్ అలాగే టెలిగ్రామ్ క్విజ్ గ్రూప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఉంటాను బాయ్